హై ఫ్రెండ్స్ ఇవాళ మనసరికి Realme C twenty one Y unbox చేద్దాం ఇక్కడ చూడొచ్చు బాక్స్ మొత్తం ఎల్ల కలర్ ఉంది రియల్మీ ఓల్డ్ మొబైల్ లో నాలుగు బాక్స్ అయితే మార్చలేదు వీళ్ళు సో మొత్తం రియల్మీ బ్యానింగ్ వస్తుంది చుట్టుపక్కల అయితే సో ఇక్కడైతే ఒకసారి కవర్ రిమూవ్ చేద్దాం మనం లోపల ఎలా ఉన్న కంటెంట్ చూద్దాం ఇక్కడ చూడొచ్చు ఒకటి సెక్యూరిటీ సీల్ అయితే ప్రొవైడ్ చేసినట్టు ఇక్కడ పైన ఇక్కడ చూడొచ్చు దాని కొద్దిగా బ్రేక్ చేద్దాం తర్వాత లోపల మొబైల్ ఫోన్ ఎలా చూద్దాం ఓకే ఇంకా బ్యాక్ సైడ్ గురించి చూడొచ్చు మనం దీనికి ఇక్కడ స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేశారు వీళ్ళు మెయిన్ స్పెసిఫికేషన్స్ అనమాట ఇదైతే సో ఇంకా ఇక్కడ చూడొచ్చు four GB sixty four GB provide చేశారు వీళ్ళు మనకైతే సో అయితే కనుక పైన కొన్ని కీ స్పెసిఫికేషన్స్ ప్రొవైడ్ చేశారు అవేంటంటే మెయిన్ వీళ్ళు డిస్ప్లే గురించి అయితే చెప్తున్నారు వీళ్ళు తర్వాత ప్రాసెసర్ గురించి చెప్తున్నారు వీళ్ళు అంటే దీనిలో బ్యాక్ సైడ్ అయితే ఫింగర్ ప్రింట్ ప్రొవైడ్ చేస్తున్నారు అయితే దీనిలో నాలిసి సో ఓపెన్ చేసి మనకైతే తెలుస్తుంది ఇక్కడ Realme C twenty one Y అయితే మెన్షన్ చేశారు వీళ్ళు ఒకసారి ఓపెన్ చేద్దాం బాక్స్ లోపల ఉంది మొబైల్ ఫోన్ అయితే సో ఇక్కడ చూడొచ్చు టాప్లో అయితే కనుక first hey welcome to Realme family ఉంటుంది అక్కడ దీనిలో మేబీ కేసీఆర్ ప్రొవైడ్ చేసి ఉండొచ్చు ఓపెన్ చేద్దాం ఫస్ట్ ఫస్ట్ సెమిస్టర్ టోల్ అయితే ఉంది దీంట్లో వీళ్ళకి ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తున్నారు దీనిలో కేసులు లేనట్టుంది ఇక్కడ చూడొచ్చు ఫారెన్ ఇన్ఫర్మేషన్ కార్డ్ అయితే క్విక్ స్టార్ట్ గైడ్ అంతే ఇంకా రెండు ప్రొవైడ్ చేశారు ఇంకా ఎటువంటిది ప్రొవైడ్ చేయలేదు దీంట్లో సో తర్వాత ఫోన్ అయితే ఉంది ఇక్కడ జస్ట్ నార్మల్ ప్యాకింగ్ అయితే కవర్లో పెట్టి దీని పక్కన పెడతాం ఇక్కడ చూస్తే కింద ఛార్జర్లు ప్రొవైడ్ చేయొచ్చు యా ఇక్కడైతే కేబుల్ సరికి మంచి క్వాలిటీ ప్రొవైడ్ చేశారు ఇదేసరికి యూఎస్బీ కేబుల్ అనమాట టైప్ చేసి ప్రొవైడ్ చేయలేదు ఈసారి మనకు యూఎస్బీ కేబుల్ వస్తుంది ఇదైతే charger maybe ten watts charger ఉండొచ్చు నేను మేము అనుకున్న అయితే ఎయిటీన్ వాట్స్ ఛార్జర్ అనుకుంటాను దీని నేను సో దీని టెస్ట్ అయితే తెలుస్తుంది ఇక్కడ కూడా యాంపీర్స్ కూడా సరిగ్గా మెన్షన్ చేయలేదు వీలైతే కనుక సో దీని పక్కన వెళ్దాం మన కావాల్సిన మెయిన్ మొబైల్ ఫోన్ దాన్ని తీసుకుంటాం సో ఓకే ఇక్కడ మొబైల్ ఫోన్ చూడచ్చు జస్ట్ కవర్ అయితే ర్యాపింగ్ తీసేసారు వీళ్ళు ర్యాపింగ్ తీస్తే యా ఇక్కడ చూసి మొత్తం ప్లాస్టిక్ బాడీ వస్తుంది బ్లూ కలర్ పైన అనమాట ఇది స్టిక్కర్స్ కూడా రిమూవ్ చేద్దాం మనం కొద్దిగా వెయిట్ ఉంది మొబైల్ ఫోన్ అయితే ఎందుకంటే ఫైవ్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీ కాబట్టి ఇది ఇటు పక్కన పెడదాం మొబైల్ ఫోన్ తీసుకుందాం మనం సో ఇక్కడ చూసి మోడల్ ఫోన్ అయితే కొద్దిగా వెయిట్ అవుతుంది మొత్తం ప్లాస్టిక్ వస్తుంది చూడొచ్చు మోడల్ స్క్రాచ్ రెసిస్టెంట్ ఎలా ఉంది కొద్దిగా దగ్గరగా ఇచ్చారు లేదండి ఇక్కడ మోడల్ ఫోన్ అయితే కొద్దిగా వెయిట్ ఉందని చెప్పచ్చు ఇక్కడ చూడొచ్చు గీక్ గీకుతుంటే సౌండ్ అయితే వస్తుంది స్క్రాచెస్ లా కిరికి అంటే మనం చాక్ బోర్డ్ మీద గోల గీకినట్టు ఎలా సౌండ్ అలా వస్తుంది మీద అయితే ఇక్కడ చూడొచ్చు స్పీకర్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు ఇక్కడ బ్యాసర్ సైడ్ రియల్మీ బ్రాండ్ ఇచ్చారు వీళ్ళు ఇక్కడ పవర్ బటన్ వాళ్ళు ఎప్పుడు బటన్స్ ఉన్నాయి అంటే ఇక్కడ చూడొచ్చు ఈఎస్పీ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు త్రీ ఫైన్ ఫైన్ జాకెట్ ఉంది ప్రైమర్ మైక్రోఫోన్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు దీనిలో సెకండ్ క్యాన్సిలేషన్ అయితే మిస్ చేశారు సార్ సిమ్ ట్రైస్ ఓపెన్ చేసి చూద్దాం లోపల ట్రై ఎలా ఉందో చూద్దాం అయితే మనసరికి త్రిపుల్ స్టాక్ వస్తుంది ఒక మెమరీ కార్డు రెండు సిమ్ కార్డ్స్ అయితే వాడేట టైం అయితే ఇంకా అయితే డ్యూవలిటీకి అయితే సపోర్ట్ చేస్తుంది ఇక్కడ చూడొచ్చు pre paper screen guard provide చేస్తున్నారు వీళ్ళు జస్ట్ పేపర్ అయితే గ్లాస్ కాదు స్క్రీన్ కార్డ్ సరిపోయిన సార్ ఆన్సర్ చూద్దాం లోపల మన ఫోన్ ఎలా ఉందో సో వచ్చేసరికి రియల్మీ ఇరవై ఎనిమిది వస్తుంది Android out of the box eleven తో వస్తుంది అనమాట అయితే దీనిలో ప్రాసెస్ అయితే కొత్త ప్రాసెస్ వాడారు Unisoc T six six ten process అయితే వాడారు వీళ్ళైతే ఇంకా కొత్త ప్రాసెస్ అని చెప్పొచ్చు నేను దీనికి ఇంకా సెటప్ చేసి మీకు హోమ్స్ వెళ్ళి కలుస్తాను సో ఓకే సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూడొచ్చు ఫేస్ అన్లాక్ అయితే ఓపెన్ చేస్తున్నాను కొద్ది స్లో ఉంది ఫేస్ అన్లాక్ అయితే మరి అంత యాక్సెస్ అయితే లేదు దీంట్లో కొద్ది స్లో ఉంది ఇలా ఫింగర్ ప్రింట్ సార్ కూడా ప్రొవైడ్ చేస్తారు బ్యాక్ సైడ్ అయితే అది ఇంకెంత ఫాస్ట్ ఉంటుంది నా చేసి ఇక్కడ చూద్దాం ఒకసారి టెస్ట్ చూద్దాం ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు సార్ ఓపెన్ ఇప్పుడు ఓపెన్ అయింది ఓకే ఓకే బాగుంది మేబీ మీరు ఫింగర్ ప్రింట్ సెన్సర్ వాడడం బెటర్ అనుకుంటా ఫేస్ ఐడి కంటే సో ఫేస్ అలాగే స్లో ఉందని చెప్పి మనం దీనిలో అయితే ఇక్కడ చూడొచ్చు కొద్ది వెయిట్ అవుతుంది కొద్ది పెద్ద ఉంది అంటే దీని display six point five inches వచ్చి ప్లస్ డిస్ప్లే ఎల్సీడీ డిస్ప్లే మాట ప్రొవైడ్ చేసారు వీళ్ళు సో ఇది ఫుల్ హెచ్డీ ఇచ్చింటే బాగుంది వీళ్ళు మేబీ నేను కూడా ఒక పదివేలు తేవచ్చు లేదంటే తొమ్మిది వేల నుంచి పదివేల మధ్యలో బెస్ట్ ప్రైస్ దీనికి అయితే మోల్ ఫోన్కి అయితే కనుక సో అంతగా డెకరేట్ అయితే ఫెయిల్ అవుతుంది ఇక్కడ యూఎస్బీ పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు అందరూ టైప్ చేస్తుంటే వీళ్ళు సో నేను కూడా ఎయిటీన్ వాట్స్ ఛార్జ్ అనుకున్నాను అయితే ఇక్కడ చూడొచ్చు మొత్తం రియల్మీ ఓకే ఎవరు ఫోన్లోకి వెళ్ళినా అదే చూస్తుంది ఇక్కడ ఆండ్రాయిడ్ లెవెన్ అవుతుంది రియల్మీ ఏ మీద రన్ అవుతుంది sir out of the box four GB sixty four GB variant ఇదంతే దీనిలో అయితే ఏంలో కొత్తగా ఆండ్రాయిడ్ లెవెన్ అయితే వస్తుంది ఇక్కడ మనకు చూడొచ్చు మీరు ఇక్కడ ఇదైతే Android eleven out of box ఇది మంచి విషయం చెప్పొచ్చు అయితే మీకు అప్డేట్స్ కూడా ఇవ్వచ్చు అంటే ట్వెల్వ్ వరకు అయితే ఇల్లు అవన్నీ సెన్సర్స్ ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ చూడొచ్చు సెన్సర్స్ ఓపెన్ చేసినక్కడైతే అన్ని ఉన్నాయి మ్యాక్సిమం సెన్సర్ అన్నీ ఉన్నాయి ఎటువంటి సెన్సర్ మిస్ చేయలేదు ఇక్కడ సిపియూ జీపీ కూడా చూడొచ్చు మీరు ఎలా ఉందో ఇక్కడైతే ఓకే బెటర్ ఉంది పర్వాలేదు ఇది గేమ్స్ అనేది పనికిరాదు హెవీ గేమ్స్ అయితే కనుక నార్మల్ మీడియం గేమ్స్ అయితే బాగా హ్యాండిల్ చేస్తాయి అయితే కనుక సో దీనిలో అసలు మనం పబ్జెక్ట్ థర్డ్ చూద్దాం ఓల్డ్ వర్షన్ పబ్జెక్ట్ నా దగ్గర క్యారో వర్షన్ సో దాన్ని చూద్దాం ఎలా రమ్మతో ఏదైతే టెన్షన్ సింగ్ చూపిస్తున్నాడు అయితే ఇక్కడ చూడొచ్చు నేను టీడీఎం వస్తున్నాను ఫుల్ బ్రైట్నెస్ అయితే పెడుతున్నాను నేను ఇక్కడ చూస్తే కనుక గ్రాఫిక్స్ చూడొచ్చు మీరు ఇక్కడ మామూలుగా లెగ్గాటం లేదా ఇక్కడ చూడొచ్చు ఇది హెచ్డి వరకే సపోర్ట్ చేసింది హెచ్డి హెచ్డి వరకే ఇక్కడ స్మూత్ అసలుకి అల్ట్రా వర్క్ అయితే సపోర్ట్ చేస్తుంది అంతే ఇంకేం లేదు దీంట్లో సో ఈ ప్రాసెస్ అయితే హ్యాండ్ చేయడం గొప్ప అనుకోవచ్చు మనం అయితే చిన్న గేమ్ అయితే చూద్దాం ఓకే జస్ట్ ఒక ఐదు సెకండ్స్ అయితే ఇక్కడ చూడొచ్చు సెన్సార్స్ బాగా ఉంది జెరోస్కోప్ ఆన్ చేశాను నేను చాలా అక్యూరసీ అయితే ఉంది ఫస్ట్ కొత్త ఫోన్ కదా అలాగే ఉంటుంది తర్వాత వాడగదు వాడగది మనం ట్రాక్స్ అనేది పెంచుకుంటే కూడా కొద్దిగా స్లో అవుతుంది ఇక్కడ చూసి గ్రాఫిక్స్ అయితే చూడొచ్చు మీరు ఆ షాడోస్ అయినా కానీ ఆ కలర్స్ అనేవి కొద్దిగా మంచి బెటర్ అయితే కావాల్సింది నాకైతే కనుక ఇక్కడ చూడొచ్చు బాగుంది మొదటి ల్యాగ్ అయితే ఏమనిపించలేదు ఫ్రంట్ అయితే నోటీస్ చేయలేదు కొత్త ఫోన్ కూడా బాగుంటుంది అయితే మీరు చూసారు కదా మీరే గేమ్ ప్లే ఎలా ఉంది దీనిలో అయితే ఓకే ఇంక మోడల్ ఫోన్ గురించి మాట్లాడుకుంటే అయితే బడ్జెట్ మొబైల్ అన్నమాట నార్మల్గా నార్మల్ హెవీ యూజర్స్ అయితే పనికిరాయి నార్మల్ యూజర్స్ అయితే సూపర్ ఉంటుంది మోడల్ ఫోన్ అయితే కనుక అంటే నేను కూడా ఇంట్లో పేరెంట్స్ కానీ ఎవరైనా సిస్టర్స్ ఉంటే వాళ్ళకైతే సూపర్ ఉంటుంది మొబైల్ ఫోన్ మనకైతే సెట్ కాదు ఇది ఎందుకంటే మనం మన లాంటి వద్దాం గేమ్స్ అయితే ఆడుతుంటారు ఖచ్చితంగా కొంచెం కొంచెం గేమ్స్ అయితే ఆడుతుంటారు మేబీ ఎక్కువ పబ్జి ఆడుతుంటారు ఈ మధ్య బిజీ మీ లాంచింది కదా సో దానికి సెట్ కాదనమాట సో ఓకే ఇప్పుడు మీకు నచ్చిన ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ నోచుకుని హ్యాండ్ నెక్స్ట్ బాయ్